Hello students welcome to Achievers Academy Achievers అకాడమీలో తిరిగి మీ అందరికీ స్వాగతం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేయడం జరిగింది దాదాపు group one group two group three SIPC అన్ని నోటిఫికేషన్స్ని కూడా ఖాళీలను ఈరోజు వివరించడం జరిగింది ఈ రోజు నుండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ల ప్రక్రియ అన్నది ప్రారంభమవుతుందని చెప్పి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది అబ్జర్వ్ చేసినట్లయితే తెలంగాణ గ్రూప్ వన్లో ఐదు వందల మూడు పోస్టులు five hundred and three vacancies group టూలో five hundred and eighty two group three thirteen hundred and seventy three group four nine hundred nine thousand one hundred and sixty eight అదే రకంగా హోమ్ శాఖలో హోమ్ శాఖ అంటే హోమ్ డిపార్ట్మెంట్లో SIPC eighteen thousand three hundred and thirty four వేకెన్సీస్ని గుర్తించడం జరిగింది అండ్ ఈ వేకెన్సీస్కి అతి త్వరలోనే నోటిఫికేషన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది యూనిఫామ్ ఫోర్సెస్ని పక్కన పెడితే అంటే యూనిఫామ్ జాబ్స్ని పక్కన పెడితే ఎస్ఐపిసి లాంటి ఎగ్జామ్స్ని పక్కన పెడితే ఏజ్ రిలాక్సేషన్ అన్నది మీరు గమనించినట్లయితే జనరల్కి ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు నలభై నాలుగు సంవత్సరాల వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మళ్ళీ చెప్తున్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ ముగ్గురు క్యాండిడేట్స్ కూడా ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనౌన్స్ చేయడం జరిగింది నలభై తొమ్మిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అయితే ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ యాభై నాలుగు సంవత్సరాల వరకు ఫిజికలీ హ్యాండిక్యాప్ వారు అప్లై చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఫార్టీ సెవెన్ ఇయర్స్ నలభై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క ఎగ్జామినేషన్కి కూడా డీటెయిల్డ్ సిలబస్ అనేది ఉంటుంది నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ రాకముందే అందరూ అభ్యర్థులు కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ ఎందుకు ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తున్నామనంటే బిఫోర్ ఎలక్షన్సే ఈ కంప్లీట్ నోటిఫికేషన్ల ప్రక్రియ అన్నది కంప్లీట్ అవ్వబోతున్నట్లు మనకు సమాచారం వస్తుంది కాబట్టి బిఫోర్ ఎలక్షన్సే మనకు ఈ ఎగ్జామినేషన్ నిర్వహించి ఆ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నట్టు మనకు సమాచారం వస్తున్నది కాబట్టి అందరూ కూడా ఇప్పుడే మేల్కొనాలి అట్ ద ఎర్లియస్ట్ మీరు మీ ప్రిపరేషన్ని బిగిన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్నటువంటి మా సంస్థ అచీవర్స్ అకాడమీ వారు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతులను నిర్వహించబోతున్నారు ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ చాలా సంవత్సరాలుగానే మన అచీవర్స్ అకాడమీ దా ప్రతిరోజు కూడా అప్డేట్ అవుతూ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంది ఆన్లైన్ క్లాసెస్ కొరకు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి అచీవర్స్ అకాడమీ ఆఫ్లైన్ క్యాంపస్ని కూడా హైదరాబాద్లో ప్రారంభించబోతున్నాము ఆఫ్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి సమాచారం కోసం క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించగలరు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో Umesh Chandra statue back side Achievers Academy offline క్లాసెస్ని కూడా గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూకి స్టార్ట్ చేస్తున్నాము ఆఫ్లైన్ అయితే హైదరాబాద్ ఆన్లైన్ అయితే మీరు అచీవర్స్ అకాడమీ నెక్స్ట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ టీంతో మీరు మీ ప్రిపరేషన్ బిగించేయండి happy learning with Achievers Academy Academy. See you all there. Thank you. Signing off.